నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు జగన్ నేతృత్వంలో నేటి నుంచి ఏపీలో కలెక్టర్ల సదస్సు నవరత్నాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాం నాటి ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి పెట్టిన వైకాపా సర్కార్ ముప్పై ఎనిమిది వేల కోట్ల అంచనా వ్యయంతో నివేదిక సిద్దం చేసిన అధికారులు శాసనసభ సచివాలయం నిర్మాణంపై నేటి నుంచి కేసీఆర్ సమీక్షలు గ్లోబల్ టెండర్లు పిలిచే అవకాశం షాపూర్జీ పల్లోంజీకి అప్పగింతపై కూడా సమాలోచనలు తెలంగాణ వ్యాప్తంగా ముప్పై ఒక్క జిల్లాల్లో నేడు తెరాస కార్యాలయాలకు శంకుస్థాపనలు సిరిసిల్ల కార్యక్రమంలో పాల్గొననున్న కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీడియా సమావేశాలపై అధిష్టాన మాంక్షలు టీపీసీసీ అనుమతి లేకుండా నిర్వహించరాదని ఆదేశాలు ప్రైవేటు బడుల్లో అమ్మ ఒడి అమలుపై ఏపీయూటీఎఫ్ అభ్యంతరం సర్కారీ బడులకు మాత్రమే పరిమితం చేయాలని ముఖ్యమంత్రి జగన్ కు వినతి ప్రభుత్వ ప్రాధాన్యతలు తెలియజేయడం సహా నవరత్నాల సమర్థ అమలుపై దిశానిర్దేశమే ప్రధాన అజెండాగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ నేడు కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తోంది శాఖల వారీ సమీక్ష చేస్తూ మంత్రులు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యాన్ని నిర్దేశించనున్నారు జగన్ అధికారంలోకి వచ్చాక తొలిసారి ఏర్పాటు చేసిన కలెక్టర్ల సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది ఎన్నికల హామీల పటిష్ట అమలుపై మార్గనిర్దేశమే అజెండాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ రేపు కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తోంది అమరావతి ప్రజావేదికలో జరిగే సమావేశానికి మంత్రులు విభాగాధిపతులు పోలీసు ఉన్నతాధికారులు కలెక్టర్లు ఎస్పీలు హాజరు కానున్నారు ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో సీసీఎల్ఏ మన్మోహన్ సింగ్ స్వాగతోపన్యాసం చేస్తారు ఆ తర్వాత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం సందేశమిస్తారు అనంతరం ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడతారు వారి తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు కలెక్టర్ల సదస్సు వేదికగా వైకాపా సర్కార్ ప్రాధాన్యతలను సీఎం తెలియజేయనున్నారు ప్రధానంగా నవరత్నాల అమలుపైనే దృష్టి సారించనున్నారు అవినీతి రహిత పాలనే లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలు గ్రామ సచివాలయ ఏర్పాటు పారదర్శకంగా గ్రామ వాలంటీర్ల నియామకం వారి ద్వారా సంక్షేమ కార్యక్రమాల్ని లబ్దిదారులకు పక్కాగా అందించడానికి తీసుకోవాల్సిన చర్యల్ని వివరించనున్నారు వైద్యారోగ్య శాఖను మరింత పటిష్టం చేయాలని జగన్ భావిస్తున్నారు ఈ మేరకు ఆరోగ్యశ్రీ అమలు ప్రభుత్వ ఆసుపత్రులు నూట ఎనిమిది నూట నాలుగు సేవలు మెరుగుపరచడం తెల్ల కార్డుదారుల ఇళ్లకే సరుకులు అందించడం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సంబంధించి ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రజెంటేషన్ ఇస్తారు కరువు పరిస్థితులు వ్యవసాయం ధాన్యం కొనుగోలు సాగుకు తొమ్మిది గంటల నిరంతరాయ విద్యుత్ కౌలు రైతులకు ఎల్ఈసీ కార్డులు రైతు భరోసా పల్లెలు పట్టణాల్లో మంచినీటి సరఫరా పింఛన్లు నిరుపేదలకు ఇళ్ల స్థలాల అంశాలను ఉన్నతాధికారులు దృశ్య రూపంలో వివరిస్తారు ఇక కలెక్టర్లు ఆయా జిల్లాల పరిస్థితుల్ని సదస్సు దృష్టికి తీసుకురానున్నారు కలెక్టర్ల సదస్సు ఒకే రోజు జరపాలని ముందుగా నిర్ణయం నిర్ణయించినా తర్వాత మార్పులు చేశారు ఇవాళ రేపు రెండు రోజుల పాటు నిర్వహించాలని నిశ్చయించారు సదస్సు రెండో రోజు శాంతి భద్రతల అంశంపై పోలీసు ఉన్నతాధికారులు కలెక్టర్లు రెవెన్యూ ఎక్సైజ్ సహా వివిధ శాఖల అధికారులతో సుమారు గంటన్నర పాటు జగన్మోహన్ రెడ్డి చర్చించనున్నారు అనంతరం ఇదే అంశంపై పోలీసు ఉన్నతాధికారులు ఎస్పీలతో రెండు గంటల పాటు సమీక్షిస్తారు శాంతి భద్రతల విషయంలో ఎలా వ్యవహరించాలో అధికారులకు స్పష్టం చేయనున్నారు రేపు మధ్యాహ్నం ఒకటిన్నరకు కలెక్టర్ల సదస్సు ముగియనుంది జలయజ్ఞం కింద ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల పూర్తికి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరమని వైకాపా సర్కార్ అంచనా వేస్తోంది ఈ మేరకు నివేదిక సిద్దం చేసినట్లు సమాచారం తెలుగుదేశం హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో అంచనాల పెంపు టెండర్ల లోపాలపై నిపుణులతో విచారణ జరిపిస్తూనే జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి చేయడంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ దృష్టి పెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో చేపట్టి ఇప్పటికీ పూర్తి కాని ప్రాజెక్టు నిర్మాణాన్ని కొలిక్కి తేవాలని వైకాపా ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు పద్నాలుగు ప్రాజెక్టులను పరిగణలోకి తీసుకుని ఎంత ఖర్చవుతుందో లెక్కలు వేసినట్లు తెలుస్తోంది ఆయా ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే ముప్పై ఎనిమిది వేల ఇరవై మూడు కోట్లు వెచ్చించాల్సి ఉందని నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం అయితే అవసరం ఉన్న చోట పునరావాసం కల్పించే లెక్కలు ఇందులో పొందుపరిచింది లేనిది స్పష్టత లేదు ఈ ప్రాజెక్టులు పూర్తయితే ముప్పై ఒక్క లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు చంద్రబాబు హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో అంచనాల పెంపు నిబంధనల ఉల్లంఘన టెండర్ల ప్రక్రియలో లోపాలపై నిపుణుల కమిటీతో విచారణ జరిపిస్తూనే అదే సమయంలో జలయజ్ఞం ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలనే యోచనలో జగన్ సర్కారు ఉంది పోలవరం వంశాధార రెండో దశ తోటపల్లి తారకరామ తీర్థ వెలికొండ ప్రాజెక్ట్ కొరిసపూడి ఎత్తిపోతల సంగం బ్యారేజీ నెల్లూరు బ్యారేజీ గాలేరు నగరి హంద్రీనివా తొలిదశ పనులు గోదావరి కృష్ణా ఏలేరు వ్యవస్థల ఆధునీకరణను వైఎస్ హయాంలో ప్రారంభించారు ఇప్పటికీ ఈ పనులు పూర్తి కాలేదు ఆధునీకరణ పనుల్లో కొన్ని ప్యాకేజీలు నిలిపివేసి కొన్నింటిలో మార్పులు చేసి పనులు చేస్తున్నారు వీటిలో పోలవరం వెలిగొండ వంటివి తప్పిస్తే మిగిలిన ప్రాజెక్టులు కొలిక్కి వచ్చాయి దాదాపుగా మూడొంతులకు పైగా పనులు పూర్తయ్యాయి ఇక పెద్దగా నిధులు వెచ్చించాల్సిన అవసరం లేదు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తెచ్చేందుకు వీలవుతుందని ఏపీ జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు తెలంగాణ సచివాలయం శాసనసభ నిర్మాణాలకు గ్లోబల్ టెండర్లు పిలవాలని తెరా సర్కార్ భావిస్తోంది ఈ నెల ఇరవై ఏడున రెండు భవనాలకు శంకుస్థాపనలు జరగనుండగా అదే రోజు టెండర్ల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది టెండర్ల ప్రక్రియ చేపడితే వారంలోగా ఆ ప్రక్రియ పూర్తి కానుంది నామినేషన్ వైపు మొగ్గు చూపితే గతంలో అత్యంత వేగంగా ప్రగతి భవన్ నిర్మాణ పనులను పూర్తి చేసిన షాపూర్జీ పల్లోంజీ సంస్థకే శాసనసభ సచివాలయం భవనాల నిర్మాణ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు సమాచారం నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమావేశమై చర్చించనున్నారు తెలంగాణ నూతన సచివాలయం శాసనసభ నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమాలకు సన్నాహాలు మొదలయ్యాయి అధికారులు సచివాలయాన్ని ఎర్రమంజిల్లోని రోడ్లు భవనాల శాఖ స్థలాలను సందర్శించారు భూమి పూజకు అవసరమైన ఏర్పాట్లు చేశారు శాసనసభ భవన సముదాయాల నమూనా ఖరారు ప్రక్రియ కొనసాగుతోంది కొత్త శాసనసభ నమూనా పాత భవనానికి సరిగ్గా సరిపోయేలా ఉండాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది నూతన సచివాలయ భవనం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు నమూనాలను పరిశీలిస్తున్నారు కొత్త సచివాలయ భవన నిర్మాణానికి సంబంధించి ముంబైకి చెందిన ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ గతంలో ఇచ్చిన ఇండో అరబిక్ ఆర్కిటెక్చర్ నమూనాతో పాటు ఇటీవలే చెన్నైకి చెందిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్ట్ సంస్థ ఇచ్చిన నమూనాను కూడా ముఖ్యమంత్రి పరిగణలోకి తీసుకున్నారు దీర్ఘ చతురస్రాకారంలో ఒకే బ్లాక్ గా పొడవుగా ఉండే భవన నమూనా కొంత వైవిధ్యంగా ఉంది ఇటీవల మంత్రి మండలి సమావేశంలో కేసీఆర్ ఈ నమూనా గురించి సభ్యులకు వివరించడం సహా ప్రదర్శించారు ఈ రెండింటిలో ఏదో ఒక నమూనాను సీఎం ఖరారు చేసే అవకాశం ఉంది తెలంగాణ మంత్రిమండలి నిర్ణయం మేరకు కొత్త శాసనసభ సచివాలయ భవనాల నిర్మాణాల వ్యయ ప్రతిపాదనలు పంపించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి జోషి రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ కార్యాలయాన్ని ఆదేశించారు ఆ శాఖ సమర్పించే ప్రతిపాదనల ఆధారంగా పాలనాపరమైన మంజూరు నిధుల విడుదల ఉత్తర్వులు జారీ కానున్నాయి కొత్త సచివాలయం నిర్మాణానికి నాలుగు వందల కోట్ల రూపాయలు శాసనసభ భవన నిర్మాణానికి వంద కోట్ల మేరకు వెచ్చిస్తామని కేసీఆర్ ప్రాథమికంగా వెల్లడించారు వ్యయ ప్రతిపాదనలు పూర్తయిన వెంటనే నిర్మాణ సంస్థను ఎంపిక చేస్తారు సచివాలయం శంకుస్థాపన పూర్తయిన తర్వాత జూలై ఒకటి నుంచి శాఖల తరలింపు జరుగుతుంది ముఖ్యమంత్రి కార్యాలయం సీఎస్ కార్యాలయం సహా అధిక శాతం శాఖలు సచివాలయానికి సమీపంలో నగరంలోని బూరుగుల రామకృష్ణారావు భవన్ కు తరలిస్తారు కమిషనరేట్లలో సౌకర్యం ఉంటే కొన్ని ప్రధాన శాఖల కార్యదర్శులు సచివాలయ విభాగాలు అక్కడికి వెళతాయి టెండర్లు ఖరారైన వెంటనే సచివాలయంలో భవనాల కూల్చివేత ప్రారంభమవుతుంది అక్కడి సర్వహిత బ్లాక్ సహా అన్నింటినీ కూల్చివేస్తారు వారసత్వ కట్టడంగా ఉన్న ఈ బ్లాక్ ఇప్పటికే శిథిలావస్థకు చేరి దాదాపు రెండు దశాబ్దాలుగా నిరుపయోగంగా మారింది కొత్త సచివాలయం నిర్మాణానికి ఈ భవనం అడ్డు కాకూడదని ఇటీవలనే దానికున్న వారసత్వ సంపద హోదా రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చట్టాన్ని చేసింది ప్రతిపాదిత కొత్త సచివాలయాన్ని సుమారు నాలుగు లక్షల చదరపు అడుగులలో నిర్మించాలని భావిస్తున్నారు ఇందుకోసం ప్రస్తుత స్థలం చుట్టూ ఉన్న కొన్ని భవనాలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది కొత్త సచివాలయం నలువైపులా రోడ్లు ఉండేలా కార్యాచరణ రూపొందిస్తోంది సి బ్లాక్ వెనుక భాగంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కంపౌండ్ లో ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ మినహా మిగిలిన భాగంలోని భవనాలన్నీ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నాయి ఎన్టీఆర్ గార్డెన్ ను ఆనుకుని ఉన్న మార్గంలోని తెలంగాణ గేటు పక్కనున్న విద్యుత్ కార్యాలయ భవనాలు ఉద్యోగ కార్యాలయాలు ఇతర భవనాలను సైతం కూల్చివేసి కొత్త సచివాలయం ప్రాంగణంలో కలపనున్నారు తద్వారా స్థలం మొత్తం చిత్రస్రాకారంలోకి మార్చి వాస్తు దోషాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేది కేసీఆర్ సర్కారు భావన తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోనుంది అటు ఎర్రమంజిల్లో కొత్త శాసనసభ నిర్మాణానికి ఏ ఏ భవనాలను స్వాధీనం చేసుకోవాలి వేటిని కూల్చాలి వేటిని మనుగడలో ఉంచాలనే అంశాలపై ఉపసంఘం అధ్యయనం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదిక ఇవ్వనుంది తెరాస కార్యాలయాల భవనాల శంకుస్థాపన కార్యక్రమాలు నేడు తెలంగాణ వ్యాప్తంగా జరగనున్నాయి ఉదయం పది గంటల నుంచి పదకొండు మధ్య మంచి ముహూర్తం ఉన్నందున ఆ సమయంలోనే ఇరవై తొమ్మిది చోట్ల శంకుస్థాపనలు చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది తొమ్మిది చోట్ల మంత్రులు మిగిలిన చోట్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్లు కార్యక్రమం నిర్వహించనున్నారు సిరిసిల్లలో జరిగే కార్యక్రమానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరు కానున్నారు గులాబీ పార్టీకి ఇప్పటి వరకు ఖమ్మం వనపర్తి జిల్లాల్లో కార్యాలయాలున్నాయి మొత్తం ముప్పై మూడు జిల్లాల్లోనూ కార్యాలయాలు ఉండాలని పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ నిర్ణయించారు అందుకు అనుగుణంగా ముప్పై ఒక్క చోట్ల కార్యాలయాలకు స్థలాల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం రెండు దశల్లో భూములను కేటాయించింది వరంగల్ గ్రామీణ జిల్లా హైదరాబాద్లో స్థలాల ఎంపిక జరగలేదు ఖమ్మం వనపర్తి మినహా మిగిలిన ఇరవై తొమ్మిది చోట్ల శంకుస్థాపనలు ఏర్పాట్లు పూర్తయి ఒక్కో జిల్లా కార్యాలయానికి అరవై లక్షల రూపాయల చొప్పున అధిష్టానం కేటాయించింది అన్నింటినీ ఒకే నమూనాతో నిర్మించనున్నారు కార్యాలయాల శంకుస్థాపనపై ఆదివారం సమీక్షించిన కేటీఆర్ ఆ కార్యక్రమంలో నేతలందరినీ భాగస్వాములను చేయాలని సూచించారు ఇష్టారాజ్యంగా మీడియాతో మాట్లాడే తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని కట్టడి చేయాలని టీపీసీసీ నిర్ణయించింది టీపీసీసీ ముందస్తు అనుమతి లేకుండా ఎవరూ మీడియా సమావేశాలు పెట్టవద్దని కాంగ్రెస్ తెలంగాణ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు పార్టీకి చెందిన ఏ అంశాలను కూడా అధ్యకుడి అనుమతి లేకుండా ప్రకటించొద్దని స్పష్టం చేశారు హైదరాబాద్లోని ఓ హోటల్లో సమావేశమైన కాంగ్రెస్ కోర్ కమిటీ మున్సిపల్ ఎన్నికలు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం జాతీయ అధ్యకుడు రాహుల్ గాంధీ రాజీనామా బీసీ రిజర్వేషన్లు వంటి అంశాలపై చర్చించారు త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించే వ్యూహంపై సమాలోచనలు చేశారు అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత గెలుపు ప్రధాన అంశంగా ఉండాలని కమిటీ అభిప్రాయపడింది వారంలో అన్ని నియోజకవర్గాలకు బాధ్యులు మున్సిపాలిటీలకు ఇన్ఛార్జీలను నియమించాలని రాష్ట నాయకత్వం నిర్ణయించింది అందుకోసం పొన్నం ప్రభాకర్ సంపత్ కుమార్ రెడ్డితో కమిటీ వేశారు ఈ నెల ఇరవై తొమ్మిదిన నాగార్జున పీసీసీ కార్యవర్గం ఆ తర్వాత డీసీసీ అధ్యకులు ఏఐసీసీ బాధ్యులతో సమావేశం నిర్వహిస్తారు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ శుక్లాను పదవి నుంచి తొలగించే అభిశంసన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ లేఖ రాశారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది విద్యా సంవత్సరంలో ప్రైవేటు వైద్య కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశానికి సంబంధించిన కేసులో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ధర్మాసనం జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించారని జస్టిస్ శుక్లాపై ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణలను విచారించిన అంతర్గత కమిటీ ఆరోపణలను అత్యంత తీవ్రమైనవిగా తన విచారణ నివేదికలో పేర్కొంది ఈ నేపథ్యంలో అప్పటి CJI justice Deepak Misra justice శుక్లాను రాజీనామా చేయాలని లేదా స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని సూచించారు అందుకు తిరస్కరించిన జస్టిస్ శుక్లా అనంతరం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు ఈ నేపథ్యంలో జస్టిస్ శుక్లాను తొలగించాలంటూ ప్రధానికి లేఖ రాసిన సీజీఐ జస్టిస్ శుక్లా వ్యవహారంలో అంతర్గత కమిటీ పేర్కొన్న అంశాలు తీవ్రమైనవని తెలిపారు రుతుపవనాల పురోగతి మందకొడిగా ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఎనభై శాతం వాతావరణ సబ్ డివిజన్లలో లోటు వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి దేశంలోని తొంభై ఒక్క ప్రధాన జలాశయాల్లో ఎనభై శాతం రిజర్వాయర్లలో నీటి నిల్వలు సాధారణం కంటే తక్కువగానే ఉన్నాయని కేంద్ర జల కమిషన్ గణాంకాలు తెలిపాయి పదకొండు రిజర్వాయర్లలో నీటి నిల్వలు లేనట్లు పేర్కొంటున్నాయి రుతుపవనాల వర్షాల సీజన్ జూన్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఉండగా జూన్ ఇరవై రెండు వరకు వర్షపాతం లోటు ముప్పై తొమ్మిది శాతంగా ఉంది ముప్పై ఆరు వాతావరణ సబ్ డివిజన్లు ఇరవై ఐదు శాతం లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నట్లు వాతావరణ గణాంకాలు వెల్లడిస్తున్నాయి అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలకు వర్తింపజేయాలన్న ఏపీ సర్కార్ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ఐక ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ అభ్యంతరం వ్యక్తం చేసింది అమ్మఒడి పథకం సహా ఇరవై ఐదు శాతం మంది విద్యార్థులను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చితే అది కార్పొరేటర్లకే లాభం చేకూర్చుతుంది తప్ప విద్యార్థుల తల్లిదండ్రులకు కాదని యూటీఎఫ్ పేర్కొంది ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన యూటీఎఫ్ నేతలు పథకంపై పునఃసమీక్ష చేసి కేవలం ప్రభుత్వ పాఠశాలలకే వర్తింపజేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది ఎన్రోల్మెంట్ పెరిగిందన్న యూటీఎఫ్ దానికి తగినట్లుగా పాఠశాలల ఆధునికీకరణ మౌలిక వసతుల కల్పన ఉపాధ్యాయులను నియామకం వంటి చర్యలు చేపడితే ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజలకు నమ్మకం కలుగుతుందని పేర్కొంది విజయవాడలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన భవానీ ద్వీపాన్ని సందర వనంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు పర్యాటక శాఖ మంత్రిగా తొలిసారి భవానీ ద్వీపాన్ని సందర్శించిన అవంతి శ్రీనివాస్ పర్యాటకులకు కల్పించే సదుపాయాలు సౌకర్యాలపై అధికారులను ఆరా తీశారు భవానీ ద్వీపం అనుకున్నంత స్థాయిలో అభివృద్ది కాలేదని అభిప్రాయపడిన మంత్రి త్వరలోనే పూర్తి స్థాయిలో భవానీ ద్వీపాన్ని అభివృద్ది చేస్తానన్నారు రాష్ట వ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక కేంద్రాలను పరిశీలించి సమస్యలు పరిష్కరించి ఆంధ్రప్రదేశ్ను పర్యాటకంగా ముందు వరుసలో నిలబెట్టేందుకు కృషి చేస్తానన్నారు రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా దేశాలు thirty to forty percent countries tourism మీద డిపెండ్ బతుకుతున్నాయి ఓ పక్కన అందమైన మౌంటైన్స్ సముద్రం నదులు ఇన్ని ఉండి కూడా మన ఆలోచన విధానం వల్ల మన దీని అనుకున్న రకంగా అభివృద్ధి చేసుకోలేకపోయాం ఈ భవన్ ఒక మంచి సుందరమైనటువంటి ఒక బృందావనం కింద మనం తయారు చేసి అందరూ ఫ్యామిలీస్తో వచ్చి ఆహ్లాదకరంగా గడిపే విధంగా దీన్ని తయారు చేయడానికి నా వంతు కృషి చేస్తానని జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నారు విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలను పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రకటించనున్నారు ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ రాజధాని అభివృద్ది పర్యవేక్షణ కమిటీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది పర్యవేక్షణ కమిటీలను పవన్ ప్రకటించనున్నారు సరికొత్త రాజకీయ వ్యవస్థ పాలకుల్లో జవాబుదారీతనం పెంపొందించడం సమసమాజ నిర్మాణం యువతరానికి పాతికేళ్ల భవిష్యత్తు కోసం జనసేన ఏర్పాటైందన్న పవన్ కళ్యాణ్ ఆ దిశగా పార్టీని ముందుకు తీసుకెళ్లేలా కమిటీలు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు సార్వత్రిక ఎన్నికల ఫలితాలను సమీక్షించడం సహా క్షేత్రస్థాయి సమాచారం తీసుకుని కమిటీలకు రూపం ఇచ్చినట్లు వివరించారు అన్ని పార్లమెంటు స్థానాల పరిధిలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ సిద్దమవుతున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి త్వరలో మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయనుందని ఏపీ మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న తెలిపారు తిరుపతిలో రైతు బజార్ను సందర్శించిన ఆయన మౌలిక వసతులు వినియోగదారులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు కూరగాయల వ్యర్థాలతో ఎరువులను తయారు చేసే యంత్రాలను పరిశీలించారు అన్ని రైతు బజార్లలో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు తిరుపతి సహా పెద్ద నగరాల్లో మినీ రైతు బజార్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు ముఖ్యంగా రైతుల కోసము మరి ప్రభుత్వం మూడు వేల కోట్లతో ఒక ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంది ప్రతిపాదన త్వరలోనే అది కేబినెట్ కూడా పంపడం జరుగుతుంది మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయాలనే ఉద్దేశంతో ఇది కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం రైతులకి మంచి ధర రావాలా వాళ్ళు పండేటువంటి క్రాప్స్కి మంచి ధర రావాలనేది మా డిపార్ట్మెంట్ ఒక ఉద్దేశం అన్ని మార్కెట్ యార్డ్స్ ఏవైతే ఫంక్షనల్ మార్కెట్ యార్డ్స్ ఉన్నాయో అక్కడంతా ఈనామ్ ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాము తెలంగాణలో వర్షాలతో పాటే నాసిరకం విత్తనాల అమ్మకాలు జోరందుకున్నాయి వ్యవసాయ పోలీస్ శాఖల సంయుక్త తనిఖీల్లో పట్టుబడిన విత్తనాల్లో నిషేధిత హెచ్డీ పత్తి విత్తనాలు అధికంగా ఉంటున్నాయి కొన్ని కంపెనీలు రైతుల నుంచి సేకరించి నాణ్యత సరిగా లేదని వదిలేసిన తాలు విత్తనాలను కొందరు దళారులు ప్యాక్ చేసి అమ్ముతున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది జోగులాంబ గద్వాల జిల్లాలో రైతుల దగ్గర కొన్న పంట నుంచి తీసుకున్న విత్తనాల్లో ఐదు శాతం వరకు విఫలమైనట్లు కంపెనీలు నిర్ధారించాయి నిబంధనల ప్రకారం ఇలా తాలుగా గుర్తించిన వాటిని మళ్లీ పనికి రాకుండా చేసిన తర్వాతే విత్తనోత్పత్తి రైతులకు అప్పగించాలి కొన్ని కంపెనీలు అలా చేయకుండా యథావిధిగా వెనకిచ్చేశాయి రైతుల నుంచి వాటిని కొనుగోలు చేసిన కొందరు దళారులు తిరిగి ఇప్పుడు బీటీ పత్తి విత్తనాల పేరిట అమ్మకాలు సాగిస్తున్నారు పత్తి విత్తనాలకు గిరాకీ పెరగడంతో కొందరు వ్యాపారులు నాలుగు వందల యాభై గ్రాముల ప్యాకెట్ ధర ఏడు వందల ముప్పై రూపాయలు కన్నా తగ్గించి మరీ అమ్ముతున్నారు ఇలా కొనే పత్తి రైతు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని రసీదు లేకపోతే పంటకు పరిహారం ఇప్పించలేమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు ఇప్పటి వరకు పదిహేడు నమూనాలను పరీక్షిస్తే అందులో ఎనిమిది హెచ్డీ విత్తనాలేనని తేలిందే ప్రాణాంతక క్యాన్సర్ కారక గ్లైఫోసెట్ అనే విషపూరిత రసాయన మందు చల్లినప్పుడు ఈ హెచ్డీ పత్తి విత్తనాలు తప్ప మిగతావన్నీ చనిపోతాయి పర్యావరణాన్ని ధ్వంసం చేసే ఈ విత్తనాలను కొనుగోలు చేయవద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ఆదేశించారు హెచ్డీ విత్తనాలు కొనడమే కాదు అవి సాగు చేయడము నేరమని హెచ్చరించారు తెలంగాణను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించడం పట్ల తెలుగు నటీనటుల సంఘం హర్షం వ్యక్తం చేసింది ఎంతో శ్రమించి నిర్మించిన ప్రాజెక్టును పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమన్వయంతో కేసీఆర్ ప్రారంభించడం ఆనందంగా ఉందని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలిపింది నరేష్ అధ్యక్షతన జరిగిన నటీనటుల సంఘం తొలి సర్వసభ్య సమావేశంలో అసోసియేషన్ ముఖ్య సలహాదారుడిగా సీనియర్ నటుడు కృష్ణరాజును ఎన్నుకున్నారు అనంతరం కృష్ణరాజు దంపతులు పరచూరి బ్రదర్స్ దేవదాసు కనకాలను నటీనటుల సంఘం ఘనంగా సత్కరించింది త్వరలో మా భవన నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయిస్తుందన్న మా అధ్యక్షుడు నరేష్ ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేసి సభ్యులకు చేయూతనిస్తామన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా స్నేహపూరితంగా ఇరు రాష్ట్రాల సీఎంలు ఉండి సాధనను సాధించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి ఇంత స్నేహపూరితమైన వాతావరణం జరగడం అనేది మా అందరికి సంతోషంగా ఉంది హార్టీ కంగ్రాచులేషన్స్ సార్ భారత్లో జరుగుతున్న మూక దాడులు సహా వివిధ అంశాలను ప్రస్తావిస్తూ అమెరికా విడుదల చేసిన రెండు అంతర్జాతీయ మత స్వేచ్ఛ నివేదికపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రాజ్యాంగపరంగా హక్కులు పొందుతున్న ఇతర దేశాల ప్రజలపై ఓ విదేశీ ప్రభుత్వం ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం సరికాదని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ స్పష్టం చేశారు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా లౌకిక సిద్ధాంతాలు బహుతావాద సమాజం సహా సహనం సమ్మిళతత్వాన్ని కలిగి ఉండడం పట్ల భారత్ గర్విస్తుందని తెలిపారు మైనారిటీలు సహా దేశంలోని ప్రజలందరికీ భారత రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందని వివరణ ఇచ్చారు ప్రపంచంలోని అన్ని దేశాల్లో మత స్వేచ్ఛపై అమెరికా కాంగ్రెస్ ఆమోదంతో ఆ దేశ విదేశాంగ శాఖ ఇటీవల ఈ నివేదిక విడుదల చేసింది గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించేందుకు పూణేలోని సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయం సరికొత్త రీతిలో ప్రయత్నించింది ఇందులో భాగంగా విశ్వవిద్యాలయ పరిధిలో చదువుకుంటున్న దాదాపు పదిహేను వేల మంది విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేసింది తద్వారా అత్యధిక మందికి మొక్కలను పంపిణీ చేసిన కార్యక్రమంగా రికార్డు నెలకొల్పే ప్రయత్నం చేసింది ఈ కార్యక్రమానికి మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరయ్యారు ఈటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం